మనం మాదిపాడు గ్రామంలో చతుర్ముఖశాల ఏ విధంగా నిర్మాణం చేసాం ఆల్రెడీ గతంలో మనం ఒక వీడియో చేసాం కదా సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఒకసారి సో గతంలో మనం చేసిన వీడియోకి సంబంధించి ఇది ఫైనల్ ఫినిషింగ్ టచ్ అండి ఇది సో ఒకసారి నేను ఎట్లా ఉంది ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి సో ఇది కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ అనమాట సో ఈస్ట్ ఫేసింగ్లో అక్యురేట్ సెంటర్ డోర్ వచ్చింది left two windows and right two windows so దీనికి సంబంధించి ఇది ఇల్లు సో ఏమైందండి నాగమణి గారు గుర్తుపట్టారా నాగప్రతిష్టకు సంబంధించి నాగప్రతిష్ట చేపిస్తుంటారు కదా సో ఈమెనే అనమాట చెప్పండి నాగప్రతిష్టలు ఎట్లా నడుస్తున్నాయి కూడా బాగా జరిగాయంటే ఐదు ప్రతిష్టలు జరిగాయి ఇవాళ విశేషంగా ఇప్పుడే ప్రసాద వితరణ జరుగుతోంది లోపల ఓకే ఇంటికి వెళ్ళి చూస్తాను లేదు మొత్తం ఒకసారి అవుటర్ చూసుకుని వెళ్దాం రండి అవుటర్ చూపిద్దు రండి ఏమేమి కట్టారు ఏంటిది హరివాస్తు ద్వారానే ఇల్లుని మేము కట్టుకోవడం జరిగింది ఈ పీటల్లో చాలా సంతోషంగా ఉందండి చేతిలో పైసా లేకుండా ఎలా వచ్చిందో ఎలా కట్టానో నాకే కళ నిజమా అన్నట్టుంది అసలు చాలా అసలు నమ్మలేకపోతున్నానండి ఈ అనేది ఉందంటే <laughs> ఏమేమి ఉన్నాయి ఒకసారి చూపిస్తారా మంచిదండి రండి ఇది చతుర్ముఖశాల అంటారు నాలుగు వైపులా నాలుగు దర్వాజాలు వాటి ప్రకారం దర్వాజా ఇరువైపులా రెండు కిటికీలు అన్ని వైపులా కూడా సేమ్ సేమ్ అన్ని అన్ని వైపులా సౌత్ ఫేసింగ్ అన్నమాట సౌత్ డోర్ ఇది అవును అవును సౌత్ డోర్ అండ్ నార్త్ ఇది మళ్ళీ బయటకు కూడా ఇట్లాగే సో నాలుగు మూడు వేపులా గేట్లు పెట్టుకోవడం జరిగింది మళ్ళీ నార్త్ లో కూడా ఒక గేట్ వచ్చింది అవునండి గేట్ పెట్టడం జరిగింది ఇవి ఎవరికి బాత్రూమ్స్ ఇవి ఇవి బయట అవుటర్స్ ఎవరైనా అవుటర్స్ వస్తే బాత్రూమ్స్ వాళ్ళకి ఇది వాస్తు ప్రకారమే hmm. ఇది కూడా రెండు బాత్రూమ్లు సో టోటల్ నైరుతిలో కాకుండా అవునండి నైరుతి నైరుతి దక్షిణానికి కాకుండా ప్రహరీ గోడకు కూడా టచ్ కాకుండా హరిగారు చెప్పిన విధంగానే ఈ బాత్రూమ్లు కూడా మేము ఇక్కడ పట్టుకోవటం జరిగిందండి ఓకే ఇదే మోడల్లో సో ఇది ఇది నైరుతి మూల అవునండి ఇది నైరుతి మూల దీనికి ఏమి టచ్ కాకుండా సో ఫోర్ కార్నర్స్ అనేవి చాలా అక్యురేట్ గా తీసేసుకున్నాం మరి ఇక్కడ పడమర ఎందుకు గేట్ పెట్టలేదు ఇంకోటి పడమర అంటే అది కూడా పెడితే అయిపోతుంది ఇది అన్నచాలకి భోజనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది గేట్ అవసరం లేదు ఓకే వంటకు సంబంధించి వంటకు సంబంధించి అన్నమాట సో ఇది అబ్జర్వేషన్ చేయండి ఇది కూడా ఇది అక్యురేట్ మనకు సెంటర్ అనమాట వెస్ట్ సెంటర్ సో ఇది ఈస్ట్ డోర్ మీకు వెనకాల కనిపించేది సో చతుర్ముఖ శాలలో మనకి ఇట్లా ఫోర్ సెంటర్స్ అనేవి ఓపెన్ ఉంటాయి సేమ్ మళ్ళీ కిటికీ యొక్క పొజిషన్స్ సో అదే విధంగా తీసుకున్నారు సో వాయువ్యంలో ఒక కిటికీ after three feets so next north వైపు ఇది నార్త్ వైపులో కూడా సేమ్ అదే విధంగా సెంటర్ డోర్ టు విండోస్ ఇది కూడా అంతేనండి ఇది ఉత్తరపు వాకిలి సెంటర్ డోరు రెండు కిటికీలు మళ్ళీ ఈ ద్వారానికి ఎదురుగుండా కూడా ఉత్తర వైపు కూడా ఒక చిన్న గేటు పెట్టుకోవటం మళ్ళీ గేట్ ఇది అది మా పీఠం ఇది చాలా మందికి ఇదేంటంటే ఇది ఒక డౌట్ అనమాట <laughs> ఇంకా ఇట్లా నిలబడండి ఇది చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఈ పీఠానికి సంబంధించి ఏం టెంపుల్ అసలు ఈ టెంపుల్ పక్కన ఎట్లా కట్టారనేది చాలా మంది ఒక ప్రశ్న ఇది ఇది గుడి కాదండి ఇది ఆదిశంకరాచార్య పరంపర ఒక త్రిజగద్గురు పీఠం అని ఇది పీఠము పీఠానికి ఇట్లా కట్టకూడదు చేయకూడదు అని నియమాలు ఉండవు ఇంట్లో మన గృహ దేవతార్చన ఎలాగో మన ఇల్లు చిన్నది కాబట్టి ఒక నా- ఈశాన్యం ఒక గది ఏర్పాటు చేసుకుని మనం దేవుళ్ళని పెట్టుకుంటాము మాకు స్థలం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఒక పీఠంలా నిర్మించుకుని ఆ దేవత విగ్రహాలన్నీ అక్కడ ప్రవేశ చేసుకోవడం జరిగింది ప్రధానంగా అష్టముఖ గండభేడి నరసింహస్వామి వారు ఉంటారు ఇక్కడ నాగ ప్రదక్షిణలు జరగడం అనేది కూడా చాలా ఒకసారి మా ప్రేక్షకులు చూపించండి మంచిది చేయండి ఇది వచ్చేసేసి టెంపుల్ అనమాట ఓకే సో ఇది వచ్చేసి కంప్లీట్గా టెంపుల్ అండి ఇది సో నాగప్రతిష్టలు అనేవి కంప్లీట్గా ఇదే ప్లేస్లో చేస్తూ ఉంటారు సో ఇక్కడ హోమ కార్యక్రమం అనమాట సో స్వామివారి గుడి ముందే ఎక్కడైతే స్వామివారి ప్రతిష్ట చేశారో ఆ ముందే మీకు ఈ ప్లేస్లో వచ్చేసేసి మనకు కంప్లీట్గా హోమాలకు సంబంధించిన కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతుంది సో ఇందులోనే మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇదే టెంపుల్కి సంబంధించి ఉత్తర భాగంలో అండ్ తూర్పు భాగంలో ఇక్కడ నాగప్రతిష్టలు అనేవి కంప్లీట్గా చేస్తూ ఉంటారనమాట ఇవన్నీ నాగప్రతిష్టలు అండి ఎవరికైనా పిల్లలకు సంబంధించి ఇంటికి సంబంధించి ఏమైనా దోషాలకు సంబంధించి ఏమైనా పిల్లలు కావట్లేదు పెళ్ళి కావట్లేదు సో వీటన్నిటికీ సంబంధించి కంప్లీట్గా ఇక్కడ నాగప్రతిష్ట చేసిన తర్వాత చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చాలామంది చెప్తూ ఉంటారు సో నాగప్రతిష్ట చేసుకునే వాళ్ళకి ఇది చాలా మంచి బెస్ట్ ప్లేస్ అండి సో ఇక్కడ అష్టముఖ గండబేరుండ నరసింహస్వామి దగ్గర మీరు నాగ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు సో నాగ ప్రతిష్టకు సంబంధించి ఇక్కడ ఏంటండి స్పెషాలిటీ సో ఈ స్థానంలో చాలా మంది కూడా మనకు ఈ హోమాలు కానీ ఇవన్నీ చేస్తుంటారు కదా సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటిది ఏం రీజన్ అది చెప్పండి మా ప్రేక్షకులందరికీ చెప్పండి ఒకసారి ఇక్కడ గండబేడి నరసింహస్వామిని ఆధారం చేసుకుని ఈ మన నాగ ప్రతిష్ఠలు అనేవి చేసుకుంటున్నాము నాగ ప్రతిష్ట కార్యక్రమం అనేది మనం ఎక్కడ పడితే అక్కడ చేయకూడదండి ఓకే అది కూడా ఉందా క్వశ్చన్ ఓకే ఏదైనా అనుసంధానం అనేది ఉండాలి ఉంటేనే ప్రతిష్ట కార్యక్రమాలు చేసుకోవాలి మనం ఓకే సో ఇక్కడ నాగప్రస్థాకి ఎంతమంది వస్తుంటారండి ఎట్లా రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటిది రిజల్ట్స్ చాలా బాగున్నాయండి సంతాన విషయాల్లో చాలా మందికి హైయెస్ట్ ఇరవై సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళకు కూడా సింగరేణి బొగ్గుగంలో పనిచేస్తారు ఓకే వారికి కూడా మొన్న రీసెంట్గా కూడా నేను ఎక్కడ ఏం ఏరియా మిరియాలో కూడా నల్గొండ నల్గొండ ఏరియాలో వాళ్ళకి బ్రహ్మస్థానం ఓపెన్ చేయించాను తొమ్మిది సంవతిరాల నుంచి ఎన్ని హాస్పిటల్స్ తిరిగారు వాళ్ళు వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ నాకు ఫోన్ చేసి సంతోషం అనమాట విశేషం అండి గొప్పతనం అదే అంటారండి వాస్తు బాగుండాలి రాత బాగుండాలి హండ్రెడ్ పర్సెంట్ అని అంటారు కదా అందులో భాగంగా వాస్తు కూడా ఒక చాలా ముఖ్యమైనది అవును హండ్రెడ్ పర్సెంట్ సో స్వామి వారి గురించి ఇంకేమైనా చెప్తారా మీరు పాయింట్స్ ఏంటి ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకోవాలండి స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా సంతోషం చాలా సంతోషం అఖండ వేదల్లో మంత్రమూర్తిగా ఉన్నారు విగ్రహ రూపంగా ఎక్కడా లేదు భూమి మీద మొట్టమొదటి ప్రతిష్ట గండగిరి నరసింహస్వామి ప్రతిష్ట ఇక్కడ చేయటం జరిగింది శ్రీ సత్యానందేంద్ర సరస్వతి స్వామి గారిని ఆదిశంకరాచార్య పరంపర వారు వీరు ఈ విగ్రహ ప్రతిష్టని ఈ మంత్రమూర్తిని ప్రతిష్ఠ చేయటం జరిగింది ఓకే సో ఏదో కార్యక్రమం వల్ల నేను ఇక్కడ రావడము నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మన ప్రేక్షకులందరికీ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఏదైతే సమాచారం ఉందో ఈ పిల్లలకు సంబంధించి అవన్నీ చెప్తా అన్నారు కదా ఒకసారి చెప్పండి అది కూడా ఏమైనా దోషాలకు సంబంధించి మ్యారేజెస్కి సంబంధించి చెప్పండి అది కూడా అది మనకి పెద్దల నుంచి సంక్రమిస్తాయండి మాతృకా దోషాలు పితృకా దోషాలు అని అంటారు తండ్రి నుంచి తల్లి నుంచి సంక్రమించేవి అది కాకుండా మనం పుట్టిన జాతక పుట్టిన టైంని బట్టి కూడా మనకి జాతక దోషాలు అనేవి ఉంటాయి వాటన్నిటికి కూడా ఇది నివారణ మార్గం వాటి ప్రభావం వల్లే మనకు సంతానం లేకపోయినా ఇంట్లో పరిస్థితులు కానీ అన్నీ వాటి వల్లే నడుస్తూ ఉంటాయని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇదంతా నాగప్రతిష్ఠ చేసుకోవటం వల్ల మనకి సవరణ అవుతుందన్నమాట మనకు రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవును చాలా మందికి కమల పిల్లలే సంతానం ఇక్కడ కలగటం అనేది అవునా ఘంటనాగుల విగ్రహాలు ప్రతి చేస్తాం కదా చాలా మందికి ఇరవై ఏళ్ళు పెళ్ళైన వాళ్ళు హైయెస్ట్ మరి మీరు కొంచెం ఫొటోస్ కూడా షేర్ చేయండి మాకు <laughs> కష్టం తప్పకుండా మా సబ్స్క్రైబర్స్ పెడతాను నేను తప్పకుండా ఒక షార్ట్ వీడియో చిన్న చిన్నవి పెడితే చాలా మందికి ఉపయోగం కదండి ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు చాలా మంది కూడా బాధపడుతున్నారు సో అట్లాంటివి ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి నేను నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఎందుకంటే పది మంది మంచి కోసం నా ప్రయత్నం వాస్తు ప్రకారం సో మీ ప్రయత్నంలో కూడా నేను పాలు పంచుకుంటాను ఓకేనా చాలా సంతోషం అండి మరి థ్యాంక్ యూ మనం ఒకసారి ఎంట్రెన్స్ లోపల చూద్దామండి ఎట్లా ఉందనేది సో చాలామందికి లోపల కూడా అనుమానాలు ఉంటాయి కదా సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఒక్కసారి సో ఇది అక్యురేట్ సెంటర్ పాయింట్ అండి మనం నుంచి ఉంది ఇది పడమర ఎంట్రెన్స్ ఇది వచ్చేసి ఉత్తర ఎంట్రెన్స్ తూర్పు ఎంట్రెన్స్ దక్షిణం సో మళ్ళీ బ్రహ్మస్థానం దగ్గర మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఓపెన్ టు స్కై సో పంచభూతాల ఆకాశ తత్వాన్ని కూడా ఈ ఇంటిలో మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది సో మనం వాయువ్యానికి ఒక రూము పడమరకు ఖాళీ స్థలం మళ్ళీ నైరుతికి ఒక రూమ్ మళ్ళీ దక్షిణంలో ఖాళీ స్థలం మళ్ళీ ఆగ్నేయంలో కిచెన్ ఈశాన్యంలో పూజ సో ఈ విధంగా దీన్ని సెటప్ చేయడం జరిగిందనమాట సో ఇది కంప్లీట్గా మనకు పూజ కదనమాట ఇది సో కిచెన్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది కంప్లీట్గా కిచెన్ అనమాట సో ప్రస్తుతానికి అయితే ఒక బెడ్రూమ్ అయితే అయిపోయిందండి ఇక్కడ సో నైరుతి కాబట్టి కంప్లీట్ ఎల్లో కలర్ అనేది ఇక్కడ ప్రిఫర్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఈ నైరుతి బెడ్రూమ్లో ఆగ్నేయం సైడ్ ఒక టాయిలెట్ ఇచ్చారు కాకపోతే ఇందులో బాత్రూమ్ అంటే టాయిలెట్స్ పెట్టొద్దనే ఒక కండిషన్లో దీన్ని కంప్లీట్గా అసలు జస్ట్ టెంపరీ అట్లా బేసన్ ఒకటే పెట్టారు ఇంకా దాన్ని వాడుక అనేది లేదనమాట అసలు ఎప్పటికీ కూడా ఇన్ ఫ్యూచర్ ఎప్పుడన్నా అవసరం ఉంటే లేకపోతే ఏం ఉండదు సో ఇదంతా ఒక మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇది సో మళ్ళీ పడమర వైపు ఇది ఇది వాయువ్యం బెడ్రూమ్ అండి ఇది సో ఇందులో కూడా మనం టోటల్ వాయువ్యంలో టాయిలెట్స్ పెట్టొద్దనే కండిషన్ ఉంది కదా సో ఇట్లా తీసుకున్నాం అయితే ఇది కూడా ఓన్లీ బాత్రూమే అనమాట ఓన్లీ స్నానం గది ఎవరైనా కస్టమర్స్ వచ్చినా వాళ్ళకి అర్థం అయ్యే విధంగా ఈ విధంగా దీన్ని సెటప్ చేశాం సో చతుర్ముఖ శాలకు సంబంధించిన మెయిన్ సూత్రాలు ఏమంటే బ్రహ్మసూత్రం సోమసూత్రం దాని తర్వాత ఎనిమిది సూత్రం ఈ మూడు కూడా చాలా క్లియర్గా ఉంటే ఇది చాలా చాలా సూపర్గా అనేది ఉంటుందన్నమాట రండి మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా రండి ఇటే వచ్చేసండి ఇంటి గురించే ఇల్లు ఎట్లా కట్టారు ఏంటిది చెప్పండి ఇల్లు ఇల్లు ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఐదు వందలు ఉందని చెప్పారు చెప్పండి మీ పేరు అన్ని డీటెయిల్స్ చెప్పండి నమస్కారం అండి నా పేరు నాగమిణి ఈ ఇల్లు మొదలుపెట్టాము అయితే ఈ మొదలుపెట్టే ముందు నాకు వాస్తు గురించి కానీ ఏ విషయాలు నాకు తెలియదు ఒక దర్వాజా ఒక కిటికీతో ఇక్కడ వాస్తు సిద్ధాంతి గారు ఒక ఆయన నాకు ప్లాన్ వేశారు అది వేసిని గోడలు లేచిన తర్వాత హరిగారి యూట్యూబ్ ఛానల్స్లో వారి కార్యక్రమాలని చూడటం జరిగింది ఒక కిటికీ ఒక దర్వాజా ఉన్న ఇల్లు అంధ ఇల్లు అని వారు చెప్పడం ద్వారా గుడ్డి ఇల్లు గుడ్డి ఇల్లు అదే అంధ ఈ అంధ ఇల్లు అంటే దానికి సింపుల్గా ఎట్లా చెప్పాలంటే గుడ్డి ఇల్లు అంటారు నేను ఒక నోరు రెండు కన్నులు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఇంటి ముఖానికి ద్వారము రెండు కన్నులు లేకుండా అది అంధ వేద అదొక దోషం అది కూడా <laughs> వేదాలలో దానికి సంబంధించిన వివరణ ఉందన్నమాట అది చదివి విన్న తర్వాత నేను చూసిన తర్వాత నాకు చాలా కష్టం బాధ అనిపించిందండి అయ్యో ఇంత కట్టుకుంటూ నేను ఒక అంధ ఇల్లు కట్టుకుంటున్నాను అన్న బాధతో నేను హరిగారిని నేను ఫోన్ ద్వారా నేను మాట్లాడటం జరిగింది వారు వీళ్ళు చూసుకుని ఇక్కడికి వచ్చారు వచ్చి అక్కడికి గోడలు లేచినాయి చాలా అయిపోయింది చాలా ఎంతమంది వచ్చినా కూడా చెప్పలేంది వారు సింపుల్ సూచనతో అటు దక్షిణం ఎట్లా అయితే రూమ్లు వేసుకుని కట్టుకున్నారో ఉత్తరం కూడా అంతే పెంచుకుని కట్టుకోండి అమ్మ మీకు కావలసిన స్థలం ఉందని చెప్పారు వారు చెప్పిన సింపుల్ సూత్రంతో నేను ఇల్లు కట్టానండి వాస్తవంగా అయితే నా దగ్గర ఈ ఇల్లు కట్టేంత డబ్బులు నా దగ్గర లేవు నేను ఈ పీఠంలో ఉంటున్నాను స్వామివారి దయ హరివాస్తు ఆ వాస్తు ఆ రోజున శంకుస్థాపన చేసిన పుణ్యం కానీ ఏదన్నా కానీ హరివాస్తు గారు వారు సరి సరి చేసిన ఇది కానీ ఇల్లు ఇంతవరకు కంప్లీట్గా పూర్తి చేసుకోవటం జరిగింది అది నాకు నమ్మలేని విషయం అనమాట చాలా సంతోషంగా ఉంది వారు వారు వచ్చారు నిజంగా హరిగారికి నా కృతజ్ఞత అనమాట ఆయురారోగ్య వారు కలకాలం తొలుతోగాలని కోరుకుంటున్నాను సంతోషం థ్యాంక్ యూ